లేకుండా నీ బాధ లేకుండా నిన్నిడిసి నేనుండదే ఏ చోట నువ్వున్నా నీ వెంట నేనుంటా నవ్వుతూ నువ్వుండదే ఏ బాధ నాకున్నా నీ బాధ లేకుండా నిన్నిడిసి నేనుండదే Eight one seven nine six one four eight seven five. Seven Eye Creations. DJ. DJ, DJ, DJ.